ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో V movie teaser breakdown చూద్దాం అంతకంటే ముందున్నది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి so latest get in to our video so Nani such an amazing actor Nani అంటూ తెలియని వారు ఎవరూ లేరు సో ఈ సినిమాలో నాని గారికి విలన్ రోల్లో కనిపించబోతున్నాడు సుధీర్ బాబు ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు అయితే నాని ఇండస్ట్రీకి ఎంట్రీ అయినప్పుడు హీరోగానే ఎంట్రీ అయ్యాడు కానీ మొదటిసారి విలన్ క్యారెక్టర్లో మెప్పించబోతున్నాడు అయితే ఇందులో ఒక వింత ఉంది అదేంటంటే నాని ఇండస్ట్రీలో మొదటిసారి చేసిన సినిమా బొమ్మరిల్లు ఆ సినిమాకి దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటే ఇప్పుడు ఈ వి మూవీ సినిమాకు కూడా మోహన్ కృష్ణ ఇంద్రగంటే దర్శకుడుగా వహిస్తున్నాడు అప్పుడు నానిని హీరోగా పరిచయం చేసి ఇప్పుడు మొదటిసారి విలన్గా కూడా పరిచయం చేస్తున్నాడు ఈ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇంకా ఈ సినిమాలో మరిన్ని వింతలు కూడా ఉన్నాయి అవి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మూవీ టీజర్ బ్రేక్డౌన్ చూద్దాం టీజర్ స్టార్టింగ్లోనే సుధీర్ బాబు హీరో అని మనకు తెలిసిపోతుంది ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్ అప్పుడప్పుడు నాలంటోడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటారు అంతే అనే డైలాగ్తో సుధీర్ బాబు మెప్పిస్తాడు సో సుధీర్ బాబు హీరో కాబట్టి పోలీస్ క్యారెక్టర్లో ఉన్నాడు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది నివేద థామస్ హీరోయిన్లలో నేను చూసినంత వరకు ద బెస్ట్ హీరోయిన్ ఓవర్ అంటే అది నివేద థామస్ అనే చెప్పాలి సో ఈ మూవీలో నానికి సపోర్టింగ్ క్యారెక్టర్లో ఉండబోతుందని తెలుస్తుంది సుధీర్ బాబుకి ఆ విలన్ క్యారెక్టర్కి అస్సలు పడదని తెలుస్తుంది సుధీర్ బాబు ఆ కిల్లర్ కోసం వెతుకుతూ ఉంటాడు ఒకనొక టైంలో ఆ కిల్లర్ దొరికినా కానీ త్వరగా తప్పించుకుంటాడు అని అర్థమవుతుంది ఫ్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి నువ్వు వస్తున్నావని విజిలేయడానికి నేనేమన్నా నీ ఫ్యాన్ని కాదరా అని నాని అంటాడు అప్పుడే మూవీ టైటిల్ వస్తుంది వి అని సో మనకు అప్పుడే అర్థమైపోవాలి వి అంటే విలన్ అని ఎందుకంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టరే చాలా ఇంపార్టెంట్ రోల్ పాటిస్తుంది కాబట్టి ఈ సినిమాకి వి అని ఫిక్స్ చేశారు క్యారెక్టర్ ఏంటి గేమ్స్ ఆడుతున్నావా అంటాడు సుధీర్ బాబు సోదాపు దమ్ముంటే నన్నాపు అంటాడు నాని సో అప్పుడే మనకు అర్థమైపోవాలి అసలు నానికి కావాల్సింది సుధీర్ బాబు సో సుధీర్ సుధీర్ బాబుని రెచ్చగొడుతున్నారు అని ప్రతిసారి మనుషులను చంపుతాడు మనిషిపై ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్పై నాకు నువ్వు కావాలని రాసి ఉంటుంది ఒకసారి మీరు టీజర్లో చూడండి ఈ మూవీ టీజర్లో కొన్ని మిస్ అయ్యాయి ఈ మూవీలో కనిపించబోతున్న సెకండ్ హీరోయిన్ ఆదిత్యారావు ఇద్దరి ఈ సినిమాలో టీజర్లో అస్సలు కనిపించలేదు ఈ మూవీ టీజర్లో వెన్నెల కిషోర్ కూడా కనిపించాడు వెన్నెల కిషోర్కి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది సినిమాలో మరిన్ని వింతలు ఉన్నాయని చెప్పాను కదా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజు వహించాడు అది అందరికీ తెలిసిందే కాకపోతే నాని కాంబోలో దిల్ రాజు కాంబినేషన్లో ఇది మూడవ సినిమా అంతేకాదండోయ్ నివేద థామస్ కాంబినేషన్లో నానికి ఇది మూడవ సినిమా అంతేకాదండోయ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఇది మూడవ సినిమా నానికి and last but not least నానికి ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం కావడంతో ప్రజల్లో ఈ సినిమాపై మంచి బస్ ఏర్పడిందని చెప్పుకోవాలి నానికి వరుస పరాజయాల తర్వాత ఈ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అయినా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూద్దాం అప్పుడెప్పుడు చేసిన దిల్రాజ్ ప్రొడక్షన్స్లో ఎంసీఏ మూవీ తర్వాత వరస పరాజయాలను నానిని చాలా బాగా దెబ్బతీశాయని చెప్పుకోవాలి ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు కాబట్టి ఆ మ్యాజిక్ ఇక్కడ మళ్ళా రీక్రియేట్ అవుతుందో లేదో చూద్దాం ఇప్పటి నుంచైనా నానికి వరుస ఇట్లు దక్కాలని ఆశిద్దాం అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి